ఫ్యాంటాస్టిక్ ఎక్స్ట్రాడినరీ తీరుగే లేదు ఇటువంటి గేము ఇటువంటి టీము లోకల్లో నేను ఇంతవరకు చూడలేదు అయ్యోయ్యోయ్యో దద్దీలు దద్దీలు పదకొండు మంది దద్దీలు ఆ నాకు తెలియక అడుగుతున్నాను మీరందరూ అసలు ప్లేయర్సా అలా చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు ఏంటి కాళ్ళతో గ్రౌండ్ క్లీనింగ్ చేస్తారా క్లీనింగ్ కొంచెం వయ్యారంగా తనండి లేకపోతే బంతికి నొప్పుడుతుంది భయం బుడత ఆటగాళ్ళని చూసి భయం సరిగా పాస్ చేయడం తెలీదు సరిగా డిఫెండ్ చేయడం తెలీదు ఫుల్స్ ఫుల్స్ ఏంటండి ఏంటి ఆ చూపేంటి ఇక అంతే అందరూ వచ్చిన దారిని వెళ్ళటమే అదిగో అదిగో అదిగో మీనాక్షికి పెళ్లి సంబంధం చూడమనండి కీర్తన పో వెళ్ళు పీటీ టీచర్ జోగుని కోసం ఎదురు చూస్తుంది పో అదేగా నీకు కావాల్సింది వేస్ట్ టోటల్ వేస్ట్ ఫినిష్ ఎక్కడ పోచమ్మ ఎక్కడ ఏ అయ్యో నువ్వు తినమ్మా బాగా తిను లేదు కోచ్ తిండిపోతావు తినడానికి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళడం తెలుసు గ్రౌండ్ లో పరిగెత్తమంటే నీకు కష్టం కదూ పరిగెత్తు అంటే చాలు దొర్లుతావు ఏంటిది ఏంటి ఇది కోచ్ మీరు అలా ఇంకుతున్నావుగా ఏదో పని చేయదు కోచ్ మీరు అలా కోచ్ మిమ్మల్ని మా నాన్న చూసుకుంటున్నా గుంటమ్మా గుంటమ్మా కోచ్ వద్దు అవునే అంటాను నిన్ను వెయ్యి సార్లు అంటాను నిన్ను గుండమ్మా గుండమ్మా ఏం చేస్తావే ఏ ఈ కోపాన్ని గ్రౌండ్ లో చూపించు నా ముందు ఎగరడం కాదు నిన్ను చూసి ఏంటి మైకల్ అలా మాట్లాడావు నిప్పు రాజేశాను నెక్స్ట్ నలభై నిమిషాలు ఆడపిల్లలు ఆడపులులే ఆడతారు చూడు గుండమ్మా టీం పుచ్చుకుంటోంది కానీ మ్యాచ్ పూర్తవడానికి ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి look at me look at మీ వీపు వెనుకున్న నీ పేరు కోసం ఆడదు గుండెల్లో ఉన్న నీ ఊరు కోసం ఆడు మీరు వేసే ఒక్కొక్క గోల్ మీ గోల్ కాదు మీ టీం గోల్ మిమ్మల్ని సపోర్ట్ చేసే ఆడియన్స్ గోల్ straight కోర్ Agi Mogave. ఎక్స్ట్రా టైం ఇచ్చినా సరే స్కోర్ మూడు మూడుగా ఈక్వల్ గా ఉన్నందువల్ల పెనాల్టీ ఇచ్చి తీరాలి కదా ఖచ్చితంగా పెనాల్టీ షూటౌట్ చాలా రసవత్తరంగా ఉంటుంది రెండు జట్లకి ఇప్పుడు తలా ఐదు తడవలు ఆపర్చునిటీ ఉంటుంది గోల్ కొట్టడానికి ఈ పెనాల్టీ షూటౌట్ గెలిచిన వాళ్ళే champions Andhra team first penalty kick coming up and Meenakshi ఈ టోర్నమెంట్ మొత్తం ఎంతో గొప్పగా ఆడుతూ వస్తున్నారు ఆపర్చునిటీ ఈ ఆఖరి పెనాల్టీని కన్వర్ట్ చేయగలిగితే ని గెలుచుకున్నట్టే నిన్ను కందకుండా కళ్ళల్లో పెట్టి చూసుకునే భర్త దొరికాడు ఇంతకన్నా కోరుకునే కలే ఉంటుంది చెప్పు గాయత్రి నిన్నందరూ మంచి కోడలని మెచ్చుకోవాలి అదే నీకు పెద్ద మెడల్ ఆటలు గీటలు మగవాళ్ళ వ్యవహారం వంటగది ఒక్కటే ఆడదాని రాజ్యం అందులో నువ్వేం సాధించగలవో సాధించు కోచ్ నా కడుపులో ఉన్న బిడ్డ నా కళని విచ్ఛిన్నం చేయదు తాను విచ్ఛిన్నం కాదు బిగిలో క- క- కప్ప ముఖ్యం బిగిలో lucky charm.